nosso dono. పాడదామా ప్రేమించేదా స్వరాలెత్తి دو بكرة చప్పట్లు కొడుతూ చేతులు పరలోకం వైపు చాపుతూ ये विनेश रे ये विनेश रे दिग्गर चुदा ये विनेश रे ये विनेश रे प्रभु इंतवरत आगु कोन శబ్దము బిగరగా ఎంతవరకు ఆగుతున్నావే మమ్ము ఎంతవరకు ఆగుతున్నావే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు దగ్గరగా రెండు చేతులు పైకెత్తి ఆరాధన దగ్గరగా ఆరాధన స్వరమెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించగలిగిన వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హలే